hi friends welcome back to my channel ఈ వీడియోలో మీకు చామదుంపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ముందుగానే ఉడికించి తొక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ చామదుంపల్ని కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చి తర్వాత తొక్క తీసి కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బాగా మొద్దైపోకుండా అలాగే బాగా గట్టిగా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండే ముక్కలు మనకి తయారవుతాయి రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత కదుపుకుంటే అవి ముద్దైపోకుండా అడుగు పూర్తిగా పట్టేయకుండా కరెక్ట్గా ఉంటాయి ఈ విధంగా చామదుంప ముక్కలు వేయించుకోవడం వల్ల వాటికి ఉన్న జిగురు తగ్గుతుంది అలాగే స్టిఫ్గా కూడా ఉంటాయి ఎర్రగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే బాండీలో ఇంకో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకుందాం కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్ టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిపేసుకుందాం ఉల్లిపాయ టమాటాకి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు పచ్చిమిర్చి చీలికలు నాలుగు ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా అన్ని వేపులా కలిసేలా కలిపేసుకోవాలి ఈ చావదంపుల పులుసు చాలా తొందరగా రెడీ అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా కూడా ఉంటుంది రొటీన్గా చామదుంపలతో చేసుకునే కర్రీస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉండి పులుసు మంచి టేస్ట్గా అనిపిస్తుంది చక్కగా మగ్గిపోతున్నాయి కదా ఉల్లిపాయ టమాటా ముక్కలు ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలిపేసుకుని రెండు కప్పులు వాటర్ పోసి బాగా మసలనివ్వాలి ఇదే టైంలో రెండు స్పూన్లు చింతపండు గుజ్జు ఇంకో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకోవాలి చూసారా నీరు మరిగిపోతుంది కదా ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న చామదుంపల ముక్కలు దీనిలో వేసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారా ఎంత చక్కగా చాలా చక్కగా చామదుంపల పులుసు ఉడికిపోతుంది కదా ఇప్పుడు ఇంకా ఫైనల్గా మనం పోపు పెట్టేసుకుందాం పోపు కోసం ఒక చిన్న బాండీ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించేసుకుని పైన వేసేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే ఎంతో రుచిగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది కూడా ట్రై చేస్తారు కదా మీ అభిప్రాయాల్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నోటిఫికేషన్స్ గురించి ప్రెస్ చేయండి థ్యాంక్ యూ